press the bell icon on the YouTube app and never miss another update. Already గత మూడు రోజుల నుంచి అదే జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎవరైనా మీ మీ మీ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ ఎవరైనా బయట ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి ఎందుకంటే బయట వాళ్ళ తర్వాత అన్న వచ్చిన తర్వాత డోర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి బయట ఉన్న ఎవరు లోపలికి నాట్ అలౌట్ చేస్తాం ప్లీజ్ దయచేసి బయట కారిడార్లో వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా లోపలికి రావాలని విజ్ఞప్తి కూర్చోలే బాబు ఎవరా Amen Ahí está, nene. regle प्रेम ప్లేస్ కూర్చోండి అక్కడ జరపండి అశోక్ జరపండి దినేష్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం దయచేసి ఎమ్మెల్యేలంతా గౌరవ మంత్రి గారు బాబా ఏ స్వామి ఇక్కడ సరిపడ ఎవరు కనబడతలేదన్నా సార్ సార్ సార్ ఇక్కడ కూర్చో ప్లీజ్ దయచేసి గౌరవ ఎమ్మెల్యే అందరూ కూర్చుంటారు వేదిక మీద మిగతా వాళ్ళు ఎక్కడ తింటే అక్కడ కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చో తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బంద్ ప్లీజ్ శివకుమార్ గారు కూర్చోండి కూర్చోండి ఇక్కడ రాండమ్మా దినేష్ ఆ మేడం తీసుకొచ్చి కూర్చోండి మరి ఇప్పుడు గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పెద్దలు కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గౌరవ మంత్రివర్గ పెద్దలు మరి గంగుల కమల కమలాకరణ గారికి గౌరవ ఎమ్మెల్యేలకు మరి వేదిక మీద ఉన్న వేదిక ముందున్న టీఆర్ఎస్ పెద్దలు మరి సీనియర్ నాయకులు జిల్లా ఇన్ఛార్జీలు మరి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు గౌరవ ఎంపీ గారు అందరికీ స్వాగతం చెప్తూ మరి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని పెద్దలు కమలాకరణ గారిని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను తండ్రికి దగ్గర తన్నుడుగా భావించుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తెలంగాణ తీసుకొస్తే ఆ తెలంగాణను ఒక కొత్త ఒరవడి ఈ రాష్ట్రాన్ని ఆధునీకరణ చేయాలి అనే భావంతో గౌరవ మంత్రి గారు కెటి రామారావు తల్లికి తనేలుగా ఈ పార్టీని మరియు ఈ ప్రభుత్వాన్ని ముందు నడిపించేందుకు గౌరవ మంత్రి కెటి రామారావుకి మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటున్నాను స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలైంది ఈ డెబ్బై రెండు సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కానీ ఇటువంటి ఫలితాలు రాలేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీకైనా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ప్రభుత్వంలో యాంటీ ఇన్కమ్స్ ప్రజా వ్యతిరేకం ప్రభుత్వ వ్యతిరేకత కొంచెం ఏర్పడుతుంది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకుండా దానికి అనుగుణంగా ఈరోజు ఒకసారి పదవి మన మంత్రి మన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వంలో రెండోసారి ప్రభుత్వం అంటే మన ప్రస్తుతానికి కన్నా కొంచెం సీట్లు తక్కువ వస్తాయి కానీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అనుకున్నాక సుమారు ఎనభై ఎనిమిది సీట్లను ఇవ్వడం అనేది ఈ ముఖ్యమంత్రి పనితీరు మరి అప్పుడున్న గౌరవ మంత్రి కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనితీరు నిదర్శనంగా మార్చున్నాం రెండోసారి మన ప్రభుత్వాలకు వచ్చాం జనరల్ రెండోసారి ప్రభుత్వాలు స్థానిక సంస్థల మీద కొంచెం ఇబ్బంది పడుతుంది స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఓటు పడతాయి కానీ ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా మనకి ఎలక్షన్ సర్పంచులతో పాటు ఎంపీటీసీ ఎన్నికలలో జిల్లా పరిషత్ ఎన్నికలలో అసలు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పినా కూడా ముప్పై రెండు జిల్లాలు ముప్పై రెండు జిల్లాలు జడ్పీ స్థానాలు కైవసం అంత జరగలే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం జరిగింది తెలంగాణ సరే జిల్లా పరిషత్లు చరిత్ర రికార్డు చేసుకున్నాం మనం జిల్లా పరిషత్ తర్వాత ఇమ్మీడియట్గా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికలలో కూడా ఒక్కసారి చూడండి నేను రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా నా రాజకీయ రంగం చేశాను రెండుసార్లు మున్సిపల్ కార్పొరేటర్గా ఉన్నాను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను రెండుసార్లు కార్పొరేట్లు ఉన్నా కూడా ఏ రోజైతే ప్రభుత్వంలో ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు పడుతుంది మున్సిపాల్ ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఆ ప్రజలందరంగా అక్కడ స్థానికంగా మున్సిపాల్ మేయర్ని చైర్మన్ వేరేగా ఎన్నుకుందరు ఇమ్మీడియట్ యాంటీ ఇన్కమింగ్ స్టార్ట్ అవుతుండే కానీ ఈరోజు మళ్ళొక్కసారి చూడండి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో పట్టణాలు ఎలా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత పట్టణాలు అధిక ఆధునీకరణ జరిగినాయి గతంలో పట్టణాలు పల్లెల్లాగా ఉంటుండే కానీ ఇది పట్టణాలు అద్భుతంగా జరిగి పట్టణంలో అధికరణ ఆధునీకరణ అభివృద్ధి జరిగింది దాని నిదర్శనం ఈరోజు మళ్ళీ ఒకసారి మున్సిపల్ ఫలితం చరిత్రలో ఎప్పుడూ లేవు స్వాతంత్రం వచ్చినాక ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత మంచి అవకాశం జరగలేదు కేవలం ముఖ్యమంత్రి గారు మరియు కేటీఆర్ పనితీరు నిరసన విధంగా టోటల్ వన్ ట్వంటీ సీట్లలో అన్నింటిలో మెజార్టీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సీట్లు టీఆర్ఎస్ రావడం అనేది నిజంగా అరుదైన విషయం ఇది చరిత్రలో రికార్డు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఈ దేశంలో ఎన్నో మున్సిపాలిటీలు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఇలాంటి ఫలితాలు రాలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ ఫలితాలు వచ్చినంటే సింగిల్ లీడర్షిప్గా ఆ నాయకత్వం మీదనే ఆధారపడి ఈరోజు బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చినాయి ఒకవైపు ఒకసారి చూడండి కరీంనగర్లో చూస్తాం ఎగ్జాంపుల్ కరీంనగర్ తీసుకుంటా మనకు మాకు జనరల్ సీట్ వచ్చింది జనరల్ జనరల్ సీట్ రాగానే కరీంనగర్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత మున్సిపాల్ ఏర్పడ్డది దాని తర్వాత ఇప్పటికీ మహిళలకు స్థానం లేదు దట్టు వెనుకబడిన కులాల మహిళలకు స్థానం లేదు కరీంనగర్లో జనరల్ సీటును ఈరోజు జనరల్ కేటాయించిన first time in the history ఒక మహిళకు డిప్యూటీ మేయర్గా దట్టు వెనుకబడిన కులాల మహిళకు డిప్యూటీ మేయర్ అనేది ఈ హిస్టరీలో ఫస్ట్ టైం తర్వాత మాకు పక్కకి కొత్తపల్లి మున్సిపాలిటీ ఉంది అక్కడ కూడా జనరల్ స్థానంలో బీసీ జనరల్లో మనకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే అందులో పద్మశాల బిడ్డకు బీసీ కేటాయించడం జరిగింది అందులో డిప్యూటీ మేయర్గా కూడా మళ్ళీ మహిళకి స్థానం ఇచ్చింది ఆ రోజు అంటే ఇద్దరి మహిళలకు ఒకవైపు మెరుగుపడిన కులాలకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఒకవైపు మహిళలకు పెద్ద పెట్టించిన ఏకైక పార్టీ అది టీఆర్ఎస్ ప్రభుత్వంగా భావించడం ఒకవైపు సామాజిక న్యాయం చేస్తున్నాం జనరల్లో కూడా ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించిన మహానుభావుడు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతున్నాం అంటే ఈరోజు జనరల్ సీట్లకు ఉన్నా కూడా అగ్రవర్ణాలే కాదు జనరల్లో సంఖ్యాపరంగా ఉన్న వారికి ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ ఈరోజు మన యొక్క టీఆర్ఎస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు వేదికగా ఉన్నది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గతంలో బడుగు బలహీన వర్గాలకు వేదిక అని చెప్పిన పార్టీలు కనుమరిగేది ఒకసారి ఒకసారి ఆలోచించుకుందాం గతంలో ఎప్పుడుగా BJP party Congress party TRS party ఈ మూడు పార్టీలు పోటీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇలానే కొనసాగితే ఈ జీవితంలో మా పార్టీకి ఉనికి ఉండదని చెప్పి కరీంనగర్లో ఈరోజు ఒకసారి చూస్తే కరీంనగర్లో ట్రాంగిల్ ఫట్ లేదు జనరల్గా వంద సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కానీ కరీంనగర్లో పదిహేను నుంచి పద్దెనిమిది కార్పొరేట్ వస్తుంది కానీ ఈరోజు మేము గెలవకున్నా పర్వాలేదు టీఆర్ఎస్ గెలవకూడదని చెప్పేసి వాళ్ళు మొత్తానికి మొత్తాన్ని కూడా కరీంనగర్ అరవై సీట్లకు గుండు సున్నా ఒక్క సీటు కూడా గెలవకుండా గెలవకున్నా పర్లేదు వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా బీజేపీ ట్రాన్స్ఫర్ చేశారు మా అరవై డివిజన్లలో ముప్పై డివిజన్లలో వాళ్ళకు ఇరవై ఐదు ఓట్లకు మించి రాలేదు అంటే అర్థం చేసుకోండి లాస్ట్ చివరిగా మా ఓట్లు మాకు వేయకండి మా ఓట్లు బీజేపీకి వెయ్యండి అని చెప్పి అతి కష్టం మీద మామూలు ఆరు ఏడు ఓడగొట్టుకొని పదమూడు సీట్లకు పరిమితమైందంటే ఒకవైపు కేంద్రంలో మేము కొట్లాడతామని చెప్పేసి రాష్ట్రంలో కలయిక అనేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మీద కసితోటి టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో చేసుకున్న కాబట్టి కానీ ప్రజలు కలవరు వాళ్ళు రెండు పార్టీ కలిస్తే ప్రజలు కలవాలి కాబట్టి ప్రజలు ఎండా చేయలేదు కాబట్టి ఈరోజు ఇంతమంది రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా కేవలం మా ముఖ్యమంత్రి గారు పనితీరు కేటీఆర్ గారి అడ్మినిస్ట్రేషనే ఈ ఈ యొక్క నగ ఈ యొక్క తెలంగాణను ముందుకు సాగుతుంది ఒకటి మాత్రం చివరి ఒకటి మాత్రం చెప్పగలుగుతాం ఈరోజు దేశంలో వెస్ట్ బెంగాల్ చూద్దాం కమ్యూనిస్టు పరిపాలన ఇచ్చారు కానీ చివరికి కమ్యూనిస్టులు చేయలేకపోయి మమతా బెదిరికి అప్పయిప్పారు కానీ ఈ రాష్ట్రంలో ఇంకా నలభై ఏళ్ళు మేము ఎవరికి అధికారం ఇవ్వము అధికారం ఇచ్చే సమస్య లేదు డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రం ఏలుతుంది వాళ్ళు తీసుకున్న సాహసమే వేరేటకు అప్పయప్పం కాబట్టి ప్రజాబలం ఉన్న కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో అద్భుతంగా ప్రజా తీసుకుంటాం కాబట్టి మేమందరం మా చివరి కొరకు ఒకటి చివరి కొరకు ఒకటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు మొత్తం భారతదేశం మొత్తం చూస్తుంది ఇలాంటి మహానాయుడు మా భారతదేశ ప్రధాని ఎందుకు కాలేదని కేసు అనుస్తుండ్రు ఒకవైపు మా ఒకవైపు Rythu Bandhu twenty four supply power supply ఈ మిషన్ భగీరథ ఇవన్నీ మా రాష్ట్రాల్లో ఎందుకు లేవని చెప్పి దేశ ప్రజలందరూ కూడా దేశ రాష్ట్రాలన్నీ కూడా కేసీఆర్ చూస్తున్నారు అందుకే మా అందరి చిరకాలు ఉంచా మాకే కాదు సంతోషం దేశ ప్రజలు సంతోషంగా ఉండే మా యొక్క కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి అదే జరగాలని ఆ వెంకటస్వామి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వారి తిల్లాలి మరి ఇప్పుడు ఈ సందర్భంగా పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి గౌరవ మున్సిపల్ మంత్రి గారు రాన్న కేడి రామారావు గారు మాట్లాడుతున్న విజ్ఞప్తి జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు సహచర మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు నాయక్ గారు గౌరవనీయులు ప్రభుత్వ విప్ పెద్దలు గంపా గోవర్ధన్ గారు అన్న టీఆర్ఎస్ పార్టీలో మరి అత్యంత సీనియర్ నాయకులు గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు గౌరవనీయులు అన్న మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు ఎస్ఎంఐ బాలకృష్ణ గారు నార్ కర్నూలు శాసనసభ్యులు అన్న మరి జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బసవరాజ్ సారే గారు పెద్దలు మెదక్ శాసనసభ్యురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు కొల్లాపూర్ శాసనసభ్యులు యువ నాయకుడు సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి గారు చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు సోదరుడు బాల్కా సుమన్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు హైదరాబాద్ మేయర్ ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ గారు ఈరోజు మరి శేఖర్ రెడ్డి పేరు నేను మర్చిపోలేదన్నా ఈరోజు మరిపేడ నుండి డోర్నకల్ నుండి రామాయంపేట నుండి మెదక్ నుండి చౌటుప్పల్ నుండి కామారెడ్డి నుండి కొల్లాపూరు నర్సంపేట హుస్నాబాదు నాగర్ కర్నూలు ఈ మున్సిపాలిటీల నుండి మొన్ననే ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కొత్తగా చైర్మన్లుగా ఉపాధ్యక్షులుగా కౌన్సిలర్లుగా కొలువుదీరిన మన గులాబీ సైనికులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు స్వాగతం సుస్వాగతం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కరీంనగర్ వాళ్ళు వస్తున్నారు కరీంనగర్ వాళ్ళు కూడా రావాలి పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం పెద్దలు గౌరవనీయులు మన బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఒక ఆసక్తికరమైన పరిస్థితి నెలకొని ఉన్నది విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎన్నిక వచ్చినా అది పంచాయతీ ఎన్నిక కావచ్చు ఎంపీటీసీ ఎన్నిక కావచ్చు మండల పరిషత్ ఎన్నిక కావచ్చు zilla parishad press the bell icon on the YouTube and never miss another update